hi friends welcome to my channel Karthika పురాణము పదవ అధ్యాయము అజామ్యులుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామీలుడు ఎవరు అతని యొక్క పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు పోయిన తర్వాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను అంతా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక మహారాజా అజామేళుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకర్లు తమ ప్రభువకు యమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామేళుని తీసుకువచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామేళుని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయేరి మేము చేయనది లేక చాలా విచారించుచూ ఇచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకుంటురి అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధంగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చునని యమధర్మరాజు తన దివ్య దృష్టితో అజామ్యుడిని పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను వచ్చి వాణిని తీసుకుని పోయేరి తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక నాకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామేళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయంలో అర్చకుడిగా ఉండెను అతడు తన అపురూపమైన అందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహం వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయంలో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయనది లేక ఆమె భర్త చూసి చూడనట్లుగా ఉండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో ఒక వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండేవాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా ఉన్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను అందులో ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు కూడా ఇవ్వక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునపై మనస్సు గలదయే మగని తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపు మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు చెందించుట వలన ఇక నుండి ఇంటి ముఖం పట్టరాదని తలపోసి దేశాట వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయాను కదా ఆయన సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరగపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవచుండెను అతనిని పిలిచి పోయి నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలపముటకు రమ్మని కోరెను అంత ఆ చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచ కులస్థుడను చాకలివాడిని ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చటి నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చుకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును కోడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయి మహాపరాధం చేసి తిని అని పశ్చాత్తాపముంది ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చుకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరక కోపములు పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడు అని బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనం చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుడు చేత అజామిలుడే పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుడు భార్యగో కామిని కూడా రోగగ్రస్తురాలే చనిపోయెను అనేక యమయాతలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడికి చెప్పాను మాలవాడ శిశువును తీసుకుపోయి అడవి అందు వదిలిపెట్టాను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలకనే అజామిల్లుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షం అందగలరు కావున కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములను పొందగలరు దశమాధ్యాయము పదవ రోజు పారాయణ సమాప్తము కార్తీక దామోదర లక్ష్మీనారాయణ దేవతార్పణ మస్తు